నాకు నీ మీద క్రష్ ఉందంటే దట్స్ అ బిగ్ ఆనర్ దేవుడు రాసి పెట్టుండాలి అబ్బాయ నీకు లైఫ్లో దీనికంటే పెద్ద అవార్డ్స్ అచీవ్మెంట్స్ ఉండవని అట్లాంటిది నీకు నేను నచ్చకపోవడం ఏంటిది ఇవన్నీ నడవ బ్రో ఇట్